hi friends welcome to my channel మా వీడియోలను ఆదరిస్తున్న మీ అందరికీ మా ధన్యవాదములు సంక్రాంతి స్పెషల్ ముగ్గుల్లో భాగంగా ఈ రోజు ముగ్గు ఎలా వేయాలో చూసేద్దాం చూసారు కదా మన స్పెషల్ ముగ్గు ఎంత బాగుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో సాంప్రదాయమైనటువంటి ముగ్గుల కోసమని నందల సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి ఛానల్స్ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట ప్రెస్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ